Hi welcome to Divya Sanjeevini ఇప్పుడు మనం కపాలభాతి ప్రాణాయామం గురించి తెలుసుకుందాం కపాలభాతి ప్రాణాయామ అంటే ఏంటి కపాలం అంటే శిరస్సు హెడ్ బాతి అనగా వెలుగు హెడ్లో ఉండేటువంటి బ్యాడ్ ఎలైన్మెంట్స్ అన్నిటిని కూడా బ్యాడ్ థింగ్స్ అన్నిటిని కూడా తీసేసేటువంటి ప్రాణాయామం దీన్ని యాక్చువల్గా ఇప్పుడు బహు ఎక్కువగా పేరు బాగా వచ్చింది దేనికంటే ఎక్స్పెషల్లీ పొట్ట పొట్ట బెల్లీ ఫ్యాట్ చాలా ఫాస్ట్గా తగ్గుతుంది బట్ దీనికి కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ఇప్పుడు బీపీ పేషెంట్స్ ఉన్నారనుకోండి చేయకూడదు ఎలా చేస్తాం అనేది చూడండి ఇది ఎగ్జలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి ఒకసారి చూడండి సౌండ్ అబ్జర్వ్ చేయండి సౌండే పట్టుకోండి దీన్ని I am throwing air through my nostrils at the same time బెల్లీని లోపలికి గెంటుతున్నాను చూడండి పొరపాట్లు ఏం చేస్తారంటే మొహం ముడిచేస్తారు గొంతు కంటం దగ్గర నుంచి ఇలా చేయడం ఈ ఈ లేనిపోని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి చాలా చాలా క్లియర్గా చెప్పారు హఠయోగ ప్రదీప్లో చాలా క్లియర్గా చెప్పారు దీని గురించి ప్రాణాయామాది యుక్తేన సర్వరోగ క్షయో భవేత్ అయుక్తాభ్యాస యోగేన సర్వరోగ సంభవ మీరు ఏదైనా సరే ప్రాణాయామాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తే కనుక ఎలాంటి రోగాలైనా సరే తగ్గిపోతాయి అదే ప్రాణాయామాన్ని కనుక మీరు ప్రాపర్గా చేయకపోతే లేనిపోని జబ్బులు మీదొచ్చి పడతాయని హెచ్చరించారు కాబట్టి ప్రాణాయామాలు చేసేటప్పుడు బాగా తెలిస్తేనే మనం ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవాలి at the same time Kapalbhati Bhastrika ఇవి రెండు కూడా క్లీన్సింగ్ టెక్నిక్ వస్తాయి ఇవి సెమీ ప్రాణాయామాస్ అంటారు ఇవి ఫుల్ ప్రాణాయామాస్ కావు ఇవి ప్రాణాయామాస్ అంటే యామము అనగా సాగదీయడం స్ట్రెచ్ చేయడం ఆ శ్వాసని సాగదీస్తూ చేయడం ఆపడం ఉంచడం ఊరక కుంభక రేచక శూన్యకాల నిష్పత్తుల్ని పాటించుకుంటూ చేయాలి కపాల భాతి ప్రాణాయామం మరొకసారి ఒకసారి మళ్ళీ నేను రివీల్ చేస్తాను బ్రీత్ ఫ్రీగా తీసుకోండి పట్లోకి వదిలేండి మళ్ళీ ఫ్రీగా తీసుకోండి వదిలేండి దీనివల్ల మీకు లోవర్ అబ్డామిన్ లో ఉండేటువంటి పొట్ట లోవర్ అబ్డామిన్లో ఉండేటువంటి ఫ్యాట్ అంతా కూడా బాగా తగ్గుతుంది side tyres fat belly fat అంతా కూడా బాగా రెడ్యూస్ అయిపోతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాణాయామంలో బరువు తగ్గడానికి ఇంపార్టెంట్ ప్రాణాయామంలో కపాలభాతి దీనివల్ల అంటే మీ ఫేస్ గ్లో అయిపోతూ ఉంటుంది చాలా చాలా అందంగా ఉంటారు ఎందుకంటే మీరు చూడండి ఒకసారి లాజిక్గా చూడండి ఆలోచించండి అనగానే ఒత్తిడి ఎక్కడ వస్తుంది పొట్ట తర్వాత రిలాక్స్ అవడానికి ఫేస్ దగ్గరికి వెళ్తుంది ఆ ఒత్తిడి ప్రెషర్ అన్నది మారుతుంది ఫస్ట్ పొట్టలోకి వెళ్తుంది తర్వాత శిరస్సులోకి వెళ్తుంది శిరస్సు నుంచి మళ్ళీ పొట్టలోకి పొట్టల నుంచి శిరస్సులోకి ఇలాగా ప్రాణాపానాలు రెండు కూడా ఘర్షణ చెందుతున్నాయి దానివల్ల ఏమవుతుందంటే ఫ్రిక్షన్ ఏర్పడిపోతుంది వేడి క్రియేట్ అవుతుంది బాడీలో సో దట్ అందు గురించే ప్రాణాయామాలు చేసేటప్పుడు డైట్ చాలా చాలా ముఖ్యం మీరు ఇష్టం వచ్చినట్టు మసాలాలు తినకూడదు ఉప్పులు తినకూడదు పాలు బాగా తీసుకోవచ్చు వెన్న తీసుకోవచ్చు నెక్స్ట్ మధురం తీయటి పదార్థాలు తీసుకోవచ్చు తీపి పదార్థాలు అని చెప్పి చాక్లెట్లు జ్యూసెస్ షుగర్ వేసుకుని జ్యూసెస్ అవి కాదు బెల్లం వాడండి దాని ప్లేస్లో అది ఆల్కలిన్ పెంచుతుంది బెల్లం అదే మీరు పంచదార యూజ్ చేస్తే యాసిడ్ పెంచుతుంది సో సైడ్ ఎఫెక్ట్స్ పంచదారకి ఎక్కువ బెల్లానికి అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఎన్నిసార్లు మీరు కపాలపాతి ఇలాంటివి చూడండి ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలాగా మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఒక వన్ వీక్ చేస్తున్నారు అనుకోండి ఒక సిక్స్టీ అట్లా చేసుకోండి ఫస్ట్ సిక్స్టీ తర్వాత సెకండ్ వీక్ ఇంకొక సిక్స్టీలోకి వెళ్ళిపోండి కానీ టెంపో hmm.